యోహాన్ స్వార్థ పదహైదో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఏడు నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తని వ్యవసాయకులు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేను ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేను నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులు ఉన్నారు నాయందు నిల్చుండు మీ నేను నిలిచిండు తీగ ద్రాక్షావళిలో నిల్చుంటేనే కానీ తనంతటి తాను ఎలా ఫలింపదో అలాగే నాయందు నిల్చుంటేనే కానీ మీరును ఫలింపరు ద్రాక్షావళిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచిందో నేను ఎవరినందు నిలిచిందో వాడు బాగా ఫలించను నాకు వేరుగానే మీరు ఏం చేయలేరు ఎవరైనా నాయందు నిల్చుండని ఎడలో వాడి తీగలే బయట పారవేయబడి ఎండిపోను మనుషులు అటువంటి పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోను నాయన మీరును మీద నా మాటలను నిల్చుంటేనట్లా మీకు ఏది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహించబడను మీరు బహుగా ప్రేమించటం వలన నా తండ్రి మహింపరచబడను ఇందువలన మీరు నా శిష్యులగుదురు తండ్రి నన్ను ఎలాగ ప్రేమించను నేను మిమ్మల్ని అలాగే ప్రేమించుతుంది నా ప్రేమ ఎంత నిల్చుండు నేను నా తండ్రి ఆజ్ఞలు గాయకుని నా ప్రేమ నిల్చుండిన ప్రకారము మీరు నా ఆజ్ఞలు గాయకున్నట్లా నా ప్రేమ ఎంత నిల్చుందురు మీ నా సంతోషం ఉండవాలని మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించను నేను మేము ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమ అంటే నా ఆజ్ఞ తన స్నేహితుల గురు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులే ఎదురు దాసుడు తన యజమాని కంటే దాసుడు తన యజమాని చేయదాన్ని ఎరగడు కనుక ఇక మేము దాసుని పిలవక స్నేహితులను పిలుసు ఎందుకనగా నేను నా తండ్రి వాళ్ళని నవ్విన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని మీరు నన్ను నేర్పరచుకోలేదు మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించటకును మీ ఫలం నిల్చున్నట్టును నేను మీరు నేర్పరచుకొని నియమించుతుంది మీరొకరినొకరు ప్రేమపాలని ఈ సంగతి మీకు ఆజ్ఞాపించున్నాను లోకం మిమ్మల్ని ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు మీరు మీరు లోక ఎట్లా లోకం తర్వాత స్నేహించును అయితే మీ లోక సంబంధులు కారు నేను మేము లోకం నుంచి ఏర్పరచుకుంటుంది అందుచేతనే లోకం ద్వేషించినది దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదని నేను చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు లోకులు నన్ను హింసించిన మిమ్మల్ని కూడా హింసింతురు నా మాట గైకొన్న మీ మాట కూడా గైకొందరు అయితే వారు నన్ను పంపిన వారిని ఎరగరు కనుక నా నామ నిమిత్తము వీటన్నిటిని మీకు చేదురు నేను వచ్చి వారికి బోధింపకుండా వారికి పాపం లేకపోను ఇప్పుడైతే వారి పాపం నాకు మిషలేదు నన్ను ద్వేషించి వాడు నా తండ్రిని కూడా ద్వేషించినాడు ఎవరినో చేయని క్రియలు నేను వచ్చి వారి మధ్య చేయకుండినట్లా వారికి పాపం లేకపోను ఇప్పుడైతే వారు నన్ను నా తనని చూసి ద్వేషించున్నారు అయితే నన్ను నిర్హేతకంగా ద్వేషించి అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఈ రాగు జరిగాను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చింది మీరు మొదటి నుండి ఐదు ఉన్నవారు కనుక మీరునూ సాక్ష్యం ఇచ్చారు